ఇయర్ ఏప్రిల్ నైన్టీన్త్ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే కొడుకుకి నీల్ కిచ్లు అని నామకరణం చేశారు కాజల్ దంపతుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ ఈ రోజు తన కొడుకు కి సంబంధించిన కొన్ని క్యూటెస్ట్ ని అభిమానులతో షేర్ చేసుకుంది నువ్వు చాలా ఫాస్ట్ గా ఎదుగుతున్నావు అంటూ పోస్ట్ చేసింది కాజల్ ఆ ఫొటోస్ లో నీల్ తన క్యూట్నెస్ తో ఆకట్టుకుంటున్నాడు ఆ పిక్స్ చూసిన వారు క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం Thank you.